hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Amaravati R five zone Jagan సర్కార్కు హైకోర్టులో ఊరట ఏపీ రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై వివాదం నెలకొంది అమరావతిలో ఆర్ ఫైవ్ జోన్ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై మరోసారి విచారణ జరిగింది అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలు కల్పిస్తూ వైసీపీ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఐదుపై హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి రాజధాని భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గుర్తు చేశారు పిటిషనర్ తరఫు supreme court senior lawyer Devadatt Kamat లాయర్లు ఆంజనేయులు ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు కానీ ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన హైకోర్టు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని అక్కడికి వెళ్ళొచ్చు కదా అని సూచించింది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటామని ప్రశ్నించింది దీంతో కేవలం రాజధాని భూములపై మాత్రమే మాట్లాడుతున్నట్లు లాయర్లు తెలిపారు రాజధాని భూములపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం న్యాయసమ్మతం కాదన్నారు దీంతో మధ్యంతర ఉత్తర్వులపై ఈ నెల పంతొమ్మిదిన విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది తదుపరి విచారణ ఈ నెల పంతొమ్మిదికి వాయిదా వేసింది ఈలోపు ప్రభుత్వం సిఆర్డీఏ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది